హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుంటున్నాము జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనము పదిహేడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటిన జరిగినటువంటి ఈ యొక్క ఫస్ట్ షిఫ్ట్ పేపర్ జీకే పేపర్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మరి మనం జీకే మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతగానో ఉపయోగపడటానికి మనం ట్రై చేస్తున్నాము నాకు సపోర్ట్ చేయండి నేను మీకు చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటాను అన్ని క్లాసెస్ చేస్తూ ఉంటాను ఓకేనా first class as for announcement maybe made by the chairman ISRO గురించి అడిగాడు ఇది మనకి కరెంట్ అఫైర్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడగటం అయితే జరిగింది చంద్రయాన్ టూ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా అయితే ఈ యొక్క చంద్రయాన్ టూ అనేది ఎన్ని రివల్యూషన్స్ని మూన్ చుట్టూ కంప్లీట్ చేసింది అని అడగటం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి తొమ్మిది వేలు ఓకేనా అయితే మనం ఈ యొక్క ఇస్రో గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇస్రో హెడ్ క్వార్టర్స్ అనేది మనకి బెంగళూరులో ఉండటం అయితే జరిగింది ఒకరిని దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఈ యొక్క ఇస్రో అనేది మనకి వరల్డ్లోనే మరి సిక్స్త్ పొజిషన్లో ఉందన్నమాట ఓకే అలాగే మనం మూన్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మూన్ మీదకి శాటిలైట్ పంపించింది ఓకేనా మొత్తం నాలుగు ఉన్నాయి అన్నమాట వాటిలో యుఎస్ఏ ఒకటి రష్యా ఒకటి ఇంకా చైనా ఒకటి మన ఇండియా ఫోర్త్ ప్లేస్ వచ్చింది మన ఇండియాకి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఇస్రో గురించి మనకి బేసిక్ ఎంత మటుకి తెలిస్తే చాలు అలాగే చంద్రయాన్ వన్ అనేటువంటిది ఓకేనా చంద్రయాన్ వన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు పంపించారంటే మనకి రెండు వేల ఎనిమిదిలో పంపించడం జరిగింది అలాగే మంగళయాన్ అనేటువంటిది మనకి రెండు వేల పదమూడులో వచ్చిందనమాట మనకి కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రెండు వేల నోటుపై దీన్ని ముద్రించడం జరిగింది ఓకేనా మనకు ఒక యాప్ కూడా తీసుకొచ్చారు దాని మీద మనం రెండు వేల నోట్ని గమనించడం చూసాము ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ మరి రెండవది second question which country is regarding to the origin of sumo wrestling game ఇది మనకి జీకా పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ నుంచి వచ్చింది ఓకేనా స్పోర్ట్స్ ఓకేనా ఈ యొక్క సుమో అనేటువంటి గేమ్ ఎక్కడ ఆరిజిన్ అయింది అంటున్నాడు జపాన్లో అయితే ఆరిజిన్ అవ్వటం జరిగింది ఓకేనా ఇది జపాన్ యొక్క నేషనల్ గేమ్గా కూడా పిలుస్తారన్నమాట ఈ యొక్క సుమోని ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరి జపాన్ యొక్క ఇది మన ఎన్ అంటాం మనం రూపీస్ అంటాం కదా మన యొక్క కరెన్సీని మనం రూపీస్ అంటాము వాళ్ళైతే ఎన్ అని పిలుస్తారు అనమాట ఎన్ ఇంకా అలాగే ఇది జపాన్ అనేది నాలుగు ఐలాండ్స్ యొక్క మరి ఏర్పాటు నాలుగు ఐలాండ్స్ వల్ల ఏర్పడినదే ఈ యొక్క సుమో జపాన్ ఐలాండ్ ఈ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఇచ్చాడు ఎకానమీలో మనకి ఫాదర్స్ ఉంటారు కదా ఓకేనా వాళ్ళు father of economy father of micro economics father of macro economics ఓకేనా ఆల్ఫర్డ్ మార్షల్ అనేటువంటి వ్యక్తి మనకి ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్గా పిలువబడతారు వీళ్ళు ముగ్గురు కూడా అమెరికాలో ఉన్నటువంటి మరి ఎకనామిస్ట్లే అన్నమాట ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము the deputy speaker of Lok Sabha is moved from his office by ఈ యొక్క డిప్యూటీ స్పీకర్ లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ని ఎలా తీసివేస్తామంటే ఒక రిజల్యూషన్ లోక్సభలో పాస్ చేసి మెజారిటీ వస్తే ఆ యొక్క మెంబర్స్లో ఎక్కువ మంది మెజారిటీ చేస్తే దాని ద్వారా చేస్తాం వైస్ ప్రెసిడెంట్ ద్వారా కానీ ఒకనా the order of control CGM CAG CAG ద్వారా కానీ ఇంకా ఏజీ ఓకేనా వీళ్ళు ముగ్గురు ద్వారా ఎటువంటి జరగదు వీళ్ళు లోక్సభ వాళ్ళు కాబట్టి లోక్సభలోనే పాస్ చేయాలి ఇంకా మనకి ఈ సిఎన్జి స్టాండ్స్ అన్నాడు కదా ఇది మనకి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది అనమాట ఓకేనా కెమిస్ట్రీలో ఈ యొక్క సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ గుర్తుపెట్టుకోండి compressed natural gas very important bit కామన్గా అడిగేటువంటి బిట్ కూడా ఇది ఆరో question till which year was Bangladesh a part of Pakistan మనము లాస్ట్ థర్డ్ షిఫ్ట్లో సిక్స్టీన్త్ నవంబర్ ఓకేనా థర్డ్ షిఫ్ట్లో మనం ఈ యొక్క పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం బంగ్లాదేశ్ గురించి కరెంట్ అఫైర్స్గా అడిగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం బంగ్లాదేశ్ లిబరేషన్ కోసము పాకిస్తాన్తో వైర్ అయితే చేశాము ఇది అందరికీ మనకి తెలిసినటువంటి విషయమే దీని గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట లిబరేషన్ ప్రస్తుతానికి మనకి రెండు వేల ఇరవై ఒకటికి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిందన్నమాట ఈ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మనం మనము బంగ్లాదేశ్ ఒక స్నేహపూర్వక మరి సంబంధాలు అయితే కలిగి ఉంటూనే ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయమే కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువగా బాగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయి ఏదో ఒక పాయింట్ నుంచి ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే అందులో నుంచి current affairs five to seven వస్తున్నాయి వెరీ ఇంపార్టెంట్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వండి బాగా ఇంకా ఇది చూడండి Mesopotamian language which of the following was not a Mesopotamian language అంటున్నాడు మనకి ఇక్కడ నాగరికతలు ఇది మనకి హిస్టరీలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము ఆర్యుల నాగరికత దగ్గర హిస్టరీ బేసిక్స్లో ఒక అసలు నాగరికత ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందంటాం ఇది మెస్పటోమియన్ నాగరికత సుమేరియన్ నాగరికత ఇంకా మన యొక్క సింధు నాగరికత ఇవన్నీ కూడా దాదాపుగా ఒకే కాలాల్లో జరిగినాయి అన్నమాట అయితే సుమేరియన్ నాగరికత అనేది ఇది వేరు మెస్పటోమియన్ నాగరికత అనేది వేరు ఇక్కడ సింధు నాగరికత అనేది వేరు వేరు వేరు చోట్ల వేరు వేరు మరి లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి ఓకేనా మీరు అది గమనించాలి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవది who among the following was the instrumental declaring అవ అవధ్ ఓకేనా ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ అన్నాడు ఇది ఒక పాయింట్ అవద్దు అన్నాడు మనకి అవద్దనంగానే అసలు మెయిన్గా ఎవరైనా స్టడీ చేస్తున్నటువంటి పిల్లలు అవద్దనంగానే మనకి డల్ హౌసీ గుర్తుకు రావాలి ఎందుకంటే ఈ బ్రిటిష్లో కలిపింది డల్ ఈయన తెచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము ఓకేనా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మనకి ఇది అవధి అనేది జారిపోయింది వచ్చిందన్నమాట ఓకే ఇంకా మనము వీళ్ళల్లో లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి అలహాబాదులో మరి బ్రిటన్ రాణి యొక్క అధికారిక పత్రాన్ని చదవటం అయితే జరిగింది సంథింగ్ నవంబర్ ఒకటో తారీఖు అనుకుంటా ఎగ్జాక్ట్ గుర్తులేదు మీరు ఒకసారి చూసుకోండి లార్డ్ రిప్పన్ అయితే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మరి జనాభా లెక్కలను చేశాడు ఇంకా అలాగే ఈయన రైతు బాంధవుడు ఈయనకి ఉన్నటువంటి బిరుదు రైతు బాంధవుడు ఇంకా ఈయన మరి మరి పత్రికలపై స్వేచ్ఛను పెంచాడు ఒకన నిబంధనలు తగ్గించి స్వేచ్ఛను పెంచాడు ఇంకా అలాగే గ్రామ స్వపరిపాలన పితామహుడు ఈయన ఒకన లార్డ్ రిప్పర్ని మరి గ్రామ స్వపరిపాలన పితామహుడుగా భావిస్తాము ఎందుకంటే ఈయన చట్టం చేయటం జరిగింది గ్రామ స్వపరిపాలనపై ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము how many seats did the Indian National Congress win the Bihar assembly election Bihar assembly ఎలక్షన్లో మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి మరి ఎన్ని ఓట్లు పొందిందని అడుగుతున్నాడు పంతొమ్మిది ఓట్లు ఇది మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంత డెప్త్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అయితే ఓకేనా మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే చేయలేం తెలుసుంటే తప్పించి ఇంకా ఇంకా పదో question which are the following is the SI base unit photometry photo అంటే కాంతి లైట్ ఓకేనా మెట్రీ అంటే కొలవటము ఓకేనా అయితే క్యాండలాలో కొలుస్తామన్నమాట అంటే కాంతి తీవ్రత అంటాం కదా మనకి కాంతి అనే చాప్టర్లో వచ్చేది ఇవన్నీ గురించి ఓకేనా అలాగే మనకి కొలతలు అనేటువంటి చోట కూడా వచ్చింది ఈ యొక్క యాంపియర్ అంటే మనం కరెంటు మోల్ అంటే పదార్థము కెల్విన్ అంటే టెంపరేచర్ ఓకేనా ఇవన్నీ బేసిక్ అన్నమాట ఓకేనా గుర్తుంచుకోండి ఫండమెంటల్ యూనిట్స్ అంటాం ప్రాథమిక పదకొండవది in which of the following cities India is the Saptak music festival ఈ యొక్క స్పెతక్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేటువంటిది ఈ యొక్క అలహాబాద్లో నిర్వహిస్తారు అక్కడ మనకి స్పెతక్ మ్యూజిక్ స్కూల్ అయితే ఉంది ఓకేనా ఈ యొక్క స్కూల్ని మెహత మెహతా మెహతా సంథింగ్ ఎవరో మెహతా కుటుంబం వాళ్ళు మరి నిర్వహించడం జరిగింది ఓకేనా అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి అమృత్సర్లో అయితే ఫెస్టివల్స్ ఎక్కువగా జరుగుతాయి ఓకేనా అహ్మదాబాద్ తర్వాత మనకి ఎక్కువగా ఉండేది అమృత్సర్ ఫెస్టివల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అమృత్సర్లో ఇక్కడ పంజాబ్లో ఫోక్ డ్యాన్సెస్ ఫెస్టివల్స్ మీరు చూసుకోండి next question who is the author of the book two lives ఓకేనా ఈ యొక్క టూ లైఫ్స్ యొక్క వి విక్రమ్ సేత్ ఎవరైతే ఉన్నారో ఈయన టూ లైఫ్స్ గురించి రాయటం జరిగింది ఇంకా అరవింద్ అడిగా గురించి ఎక్కువగా అడుగుతాడు ఎక్కువగా వీళ్ళిద్దరి గురించి వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ అనమాట అరవింద్ అడిగా ఓకేనా ద వైట్ టైగర్ అనుకుంటా ఇంకా సల్మాన్ రష్దీ వీళ్ళు ఇంపార్టెంట్ విక్రమ్ సేతి ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు వీళ్ళు ముగ్గురు రాసినటువంటి ప్రతి బుక్ కూడా మీరు రెఫర్ చేయాలి ఓకే పదమూడవది in August twenty twenty one prime minister Narendra Modi announced that the Rajiv Gandhi Khel Ratna award very important bit current అఫైర్స్లో మనకి ఆ టైంలో ఉంది ఒకన రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డుని ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైం దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డుగా అయితే మార్పు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఓకేనా ఎప్పుడు మనకి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఓకేనా ఏడవ తారీఖు అనుకుంటా ఏడవ తారీఖున ఎనిమిదో తారీఖున జావెలిన్ త్రో డేగా మరి నిర్వహించడం జరిగింది ఏడు కానీ ఎనిమిది కానీ మీరు ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోండి జావెలిన్ త్రో డేగా ఏర్పాటు చేశారు పద్నాలుగవది with reference to Indian freedom movement which prime minister great Britain announced the communal award ఏం లేదు కమ్యూనల్ అవార్డుని ఎప్పుడు ప్రకటించారని కూడా అడుగుతాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఓకేనా ఇది మీరు గుర్తుంచుకోవాలంటే రౌండ్ టేబుల్ సమావేశాలు ఓకేనా RT round table conference RTC అంటాము ఈ యొక్క ఆర్టీసీ పంతొమ్మిది వందల మరి ముప్పైలో జరిగే ప్రారంభించారు అప్పటి నుంచి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలకి మరి హాజరైన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తి ఎక్కువగా వచ్చేది మరి అంబేద్కర్ గారు ఐఎన్సీ నుంచి ఎవరు పాల్గొన్నారంటే గాంధీ గారు అని చెబుతారు ఇంకా పాకిస్తాన్ నుంచి కొంతమంది ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరి గురించి మీరు తెలుసుకోవాలి ఓకేనా ఇంకా దళితుల నుంచి ఎవరు వెళ్ళారంటే అంబేద్కరే ఓకేనా ఈ విధంగా అడుగుతారు ఓకేనా రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని అయితే ప్రకటించాడు ఇది ఇంపార్టెంట్ బిట్టు పంతొమ్మిది వందల ముప్పై రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు ఆర్టీసీ అని గుర్తుపెట్టుకోండి in in which city the did the freedom fighter Chandrashekhar Azad shoot him ఏం లేదు చంద్రశేఖర్ ఆజాద్ ఒక పార్క్లో ఉన్నప్పుడు పోలీసులందరూ కూడా ఈ పార్క్ని చుట్టుముట్టి మరి చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ని చంపేద్దాం చూస్తారు అయితే ఇన్ఫర్మేషన్ అందిద్ది చంద్రశేఖర్ ఆజాద్ ఇక్కడ ఉన్నాడని వీళ్ళు చుట్టుముట్టి మరి కాల్పులు జరుపుతుంటే వీళ్ళ చేతుల్లో నేను చావకూడదని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ తన యొక్క గన్ను తీసుకొని తనే షూట్ హిమ్సెల్ఫ్ అంటే తనను తాను కాల్చుకోవటం అయితే కాల్చుకొని చచ్చిపోతాడు బ్రిటిష్ వాడి చేతుల్లో చావటం ఇష్టం లేక ఓకేనా అది అంత గొప్ప మరి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ అయినా అలహాబాద్లో ఉన్నటువంటి పార్కులో అయితే చనిపోవటం జరిగింది next question the Kadam dam is located in the confluence in the Kadam dam river into ఇక్కడ కడం రివర్ అనేటువంటిది ఎక్కడ మరి కలిసిపోతుంది అంటున్నాడు గోదావరి రివర్లో ఇది కలిసిపోయిద్ది మనకి తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఉంది కదా అందులో మనకి ఇటు చివరి వైపు ఆదిలాబాద్ ఉండిద్ది ఈ యొక్క ఆదిలాబాద్ దగ్గర ఈ యొక్క కడం రివర్ అయితే ఉందన్నమాట ఆదిలాబాద్లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకా కావేరీ రివర్ అనేది కూడా మనకి ఎక్కువ అడిగేది కావేరీ రివర్ నుంచి మనకేం అడుగుతాడు ఎక్కడ ఉందంటాడు లేకపోతే ఏ ఏ తమిళనాడులో ఉంది ఓకేనా కావేరీ రివర్ వల్లే తమిళనాడుకి కేరళకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంకా మనకి మొన్న రీసెంట్గా అడిగింది సరియూ రివర్ గురించి అడిగాడు ఇది అందులో కలిసిద్ది షా శారదా రివర్లో కలిసిద్ది ఈ విధంగా సరియూ నది ఒడ్డున ఉన్నటువంటి నగరము అయోధ్య నగరం ఓకేనా అయోధ్య నగరం ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ బిట్లు నేను చెప్తున్నవన్నీ ఓకేనా ఆల్రెడీ అడిగినవే పదిహేడవ question November twenty twenty WhatsApp partner with five Indian banks to produce the process its payments services which of the following bank is not one of the five banks అన్నాడు ఇక్కడ ఏం లేదు మనకి వాట్సాప్లో పేమెంట్ చేస్తాం కదా అవి కొన్ని బ్యాంకులతో మరి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి ఓకేనా అలా ఫైవ్ బ్యాంక్స్తో అది మరి ప్రాసెస్ని పెట్టుకుంది అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఓఐ అంటాం కదా బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇది లేదన్నమాట ఓకే వాట్సాప్ వీటితో మరి బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మరి కలవలేదు అని చెప్పుకోవచ్చు next question according to APEDA report twenty twenty which Indian state has the highest percentage of commercial cultivated ఫోరిక్ ఫ్లోరికల్చర్ ఇక్కడ మీరు ఫ్లోరికల్చర్ అనేది మనకి ఇందులో బయాలజీలో ఎక్కువగా వచ్చింది ఫ్లోరికల్చర్ అంటే పువ్వులు పుష్పాలు ఓకేనా పుష్పాల యొక్క పెరుగుదలని వాటి గురించి తెలి తెలిపేదే యొక్క ఫ్లోరికల్చర్ అంటారు అయితే దీని గురించి ఒక పుష్పాలు లేదా ఈ ఈ ఫ్లోరికల్చర్లో టాప్లో ఉన్నటువంటిది తమిళనాడు ఓకేనా ఇది కూడా మీరు చాలా టఫ్ బిట్ చాలామంది ఆన్సర్ చేయలేరు దీనికి ఓకేనా కరెంట్ అఫైర్స్ బిట్ ఇంకా next when the caterpillar ready to enter the next stage of its life cycle called ఓకేనా క్యాటర్ పిల్లర్ అనేది ఇక్కడ మీరు గమనించండి క్యాటర్ పిల్లర్ అన్నాడు ఓకేనా ఇంకా దాని తర్వాత its first views a net to hold itself ఇది ఒక పాయింట్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎగ్గుండిద్దండి ఎగ్గుండిద్ది క్యాటర్ పిల్లర్ ఎగ్గు దీని నుంచి మనకి బొచ్చు పురుగు అంటాం కదా క్యాటర్ పిల్లర్ వచ్చింది క్యాటర్ పిల్లర్ నుంచి మనకి ఇదేమైంది ఇదేమైందంటే బాగా మలబరీ ఆకులను తినేసి దాని చుట్టూ ఒక నెట్టని సృష్టించుకునేది ఓకేనా సృష్టించుకొని దీని లోపల దాక్కునేది అనమాట ఏది క్యాటర్పిల్లర్ అనేది అంటే దీని లోపల నిద్రావస్థలోకి వెళ్ళిద్ది మార్పు చెందేది దాని నుంచి మనకి బటర్ఫ్లై వచ్చింది అనమాట ఇది లైఫ్ సైకిల్ ఓకేనా దీన్నే పుపువా స్టేజ్ అంటారు పుపా స్టేజ్ ఇక్కడ మనకి ఈ క్యాటర్పిల్లర్ అనేది మల్బరీ ఆకులను తిన్న తర్వాత అది కొంత సిల్క్ని అయితే ప్రొడ్యూస్ చేసిద్ది సిల్క్ను ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా ఒక గూడుని కట్టుకొని అందులో కొన్నాళ్ళు నివసించి దాని తర్వాత బటర్ఫ్లైగా సీతాకోక చిలుకగా వచ్చింది ఇక్కడ ఏమన్నా అంటే క్యాటర్ పిల్ల తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటది ఇదే కదా పుప్వా స్టేజే కదా అదనమాట ఫస్ట్ ఎగ్ తర్వాత క్యాటర్ పిల్లర్ తర్వాత పుప్వా ఇందులోనే కకూన్ ఉంటుంది అనమాట దీన్నే ఏదైతే ఉందో దాన్నే కకూన్ అంటారు next twenty India is ranked at the dash place in the climate change performance index మనకి ప్రతి షిఫ్ట్లో కూడా ఏదో ఒకటి ఇండెక్సెస్ అయితే అడుగుతూ ఉన్నాడు ఓకేనా వరల్డ్ బ్యాంకు ఇండెక్సెస్ చెప్పమంటున్నాడు ఇది ఇండియా జీడిపి మీద ఒక క్వశ్చన్ ఈ విధంగా సిక్స్టీన్త్లో వచ్చింది ఇంకా సమ్ ఇండెక్స్ ఏదో అడిగాడు ఓకేనా మీకు ప్రతి ఎవరి షిఫ్ట్లో కూడా మీకు ఇండెక్సెస్ అయితే వస్తున్నాయి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇండియా ర్యాంకు పదవ ర్యాంక్ అయితే వచ్చింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ అంటే మనకి దాదాపు వన్ ఇయర్ బ్యాక్ ఓకేనా one year back current affairs ఇవన్నీ మీరు చదువుకోవాలి who among the following was the awarded the twenty twenty Tyler prize అంట environmental achievement on twenty twenty January మీరు ఇక్కడ గమనించండి ఒక్కోసారి అడుగుతుంటాడు మనల్ని ఈ యొక్క టైలర్ ప్రైజ్ దేనికి ఇస్తాడని కూడా అడుగుతాడు ఎన్విరాన్మెంట్కి ఇచ్చేదే ఈ యొక్క టైలర్ ప్రైజ్ ఓకేనా అది ఎవరికి వచ్చింది పవన్ సుఖ్దేవ్కి వచ్చిందనమాట పవన్ సుఖ్దేవ్కి రావటం అయితే జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం in which of the following state is the Yumthang valley మనకి హిల్స్ గురించి అడిగాడు అరుణాచల్ ప్రదేశ్లో ఉండేది ఓకేనా అబోర్ హిల్స్ ఓకేనా లాస్ట్ షిఫ్ట్లో పదహారవ రోజున అడిగింది అయితే అబోర్ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటాడు అరుణాచల్ ప్రదేశ్ అదే ఇప్పుడు సిక్కింలో వ్యాలీ గురించి అడుగుతున్నాడు యుమ్తాంగ్ వ్యాలీ అనేటువంటిది ఈ యొక్క సిక్కింలో అయితే ఉండటం జరిగింది next question what is the ratio of money held by the public in currency that they hold Indian bank deposits called ఇక్కడ మనకి ఎకానమీలో బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది మీరు ఇంపార్టెంట్ మనకు అసలు ఎకానమీ అంటేనే బ్యాంకింగ్ ఒకటి జీడిపి ఒకటి పేదరికము ఓకేనా ఇంకా పంచవర్ష ప్రణాళికలు ఈ నాలుగు పాయింట్లు మనం ఎక్కువ చదువుకోవాలి ఓకే ఇక్కడ చూద్దాము స్టాటిచరీ లిక్విడ్ రేషియో అంటే మరి బ్యాంక్లో ఉన్నటువంటి బంగారము ఓకేనా లిక్విడ్ ఇంకా కొన్ని bonds security bonds exchange bonds వీటన్నిటిని కూడా ఆర్బీఐ దగ్గర ఉంచాలి కొంత రేషియో దాన్నే ఎస్ఎల్ఆర్ అంటారు ఇంకా సిఆర్ఆర్ అంటే కొంత ఇప్పుడు కొంత మనీని ఆర్బీఐ దగ్గర వాళ్ళు దాచిపెట్టాలి ఎందుకంటే కుంభకోణాలు లేకపోతే ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆర్బీఐ ఈ డబ్బుల ద్వారా వీటికి సహాయం చేసిద్ది అనమాట ఒక్కొక్క ప్రతి బ్యాంక్ కూడా వాళ్ళు క్యాష్ రిజర్వ్ రేషియోని మెయింటైన్ చేయాలి ఇంక ఇక్కడ ఏమంటున్నాడంటే పబ్లిక్ కరెన్సీని హోల్డ్లో పెట్టిద్ది అనమాట దాన్నే కరెన్సీ డిపాజిట్ రేషియో అంటారు ఓకేనా కరెన్సీని డిపాజిట్స్ డిపాజిట్ ఇక్కడ డిపాజిట్ అని ఇచ్చాడు దాన్ని బట్టి మీరు ఈజీగా పెట్టేయవచ్చు ఓకేనా next question friends whom the following dances is best known as the renaissance of the Bharatanatyam ఈ బిట్టు అసలు రుక్మిణి దేవి అరుణ్యాల గురించి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటాడు ఎస్ఎస్సి వాడు వాడు ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ యొక్క బిట్ లేకుండా అయితే ఇవ్వడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది కూడా అడుగుతాడు చూడండి ఐసీసీ అంటే ఏందంటాడు మొన్న బీసీసీఐ గురించి ఒక పాయింట్ అడిగాడు ఎల్ఐసి గురించి ఒక పాయింట్ అడిగాడు ఇంకా సంథింగ్ ఏదో ఒక దాని గురించి కూడా అడిగాడు ఒకనా ఇప్పుడు ఐసీసీ గురించి అడుగుతున్నాడు board announced the minimum age policy for international cricket November twenty as per the policy player must be have least ఒకనా ఒక ప్లేయర్ ఐసీసీలో ఒక ప్లేయర్ ఆడాలంటే అతని యొక్క వయసు కనీసము పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి ఓకేనా పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి చూడండి మనకి స్పోర్ట్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒకసారి ఆలోచించుకోండి ఈ క్వశ్చన్స్ మనం పెట్టగలమా లేదా అనే ఒక ఐడియా కూడా మీకు రావాలి ఎందుకంటే అంత టఫ్నెస్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వరుసనే ఓకేనా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాడు అసలు ఎలా పెట్టగలుగుతాం ఇంత డెప్త్లో ఉండిద్ది అనమాట క్వశ్చన్ పేపర్ మీరు ఆలోచించుకున్నట్లయితే ఇందులో ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ పెట్టగలుగుతారు ఏది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ కొంచెం జీకే ఐడియా ఉంటే పెట్టగలుగుతారు ఇప్పుడు ఇమ్తాంగ్ వ్యాలీ అనేది కొంతమంది డౌట్ ఓకేనా ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఈ ఇతను మరి రాంగ్ ఆన్సర్ పెట్టాడు దీనిలో ఓకేనా ఈ విధంగా మనకి ఎంత బాగా చదువుకున్నా కానీ ఇప్పుడు దీని గురించి అయితే చదువుకుంటాను కరెంట్ అఫైర్స్ ఉంటేనే పెట్టగలము ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టే ఓకేనా ఇక్కడికే మనకి మూడు ఇక్కడ ఒక నాలుగు ఐదు చూద్దాము కరెంట్ అఫైర్స్ ఎన్ని బిట్లు వచ్చినాయో చూద్దాం ఫ్రెండ్స్ ఐదు ఇక్కడ ఒక ఆరు ఏడు మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఎనిమిది క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఓకేనా కరెంట్ అఫైర్స్ నుంచి ఎనిమిది క్వశ్చన్లు అయితే రావడం జరిగింది చూడండి అంత ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుందో మీరు కనుక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కనుక పాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మీరు డిపెండ్ అవ్వాలి one one and half year నుంచి మీరు అయితే ఖచ్చితంగా చదువుకోవాలి వన్ ఇయర్వి ఎక్కువ చదువుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం తక్కువ సిక్స్ మంత్స్ బిల్ బిల్ అయితే అవసరంలా ఓకేనా సిక్స్ మంత్స్కి ఎబోనే చదువుకోండి సిక్స్ మంత్స్ బిలో అయితే అవసరంలా వన్ ఇయర్వి ఎక్కువగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వన్ ఇయర్ సిక్స్ మంత్స్కి అబోవ్ ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ని ప్లాన్ చేసుకోండి ఓకేనా మన మరి మన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్లేలిస్ట్ ఉంది ఆల్రెడీ మనం సిక్స్టీన్త్ తారీఖున చెప్పినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ షిఫ్ట్లు అయితే ఎక్స్ప్లెనేషన్ చేసేసాం ఇప్పుడు సెవెంత్ సెవెంత్ డే వచ్చినటువంటి మరి జీకే బిట్స్ గురించి చూస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్